నగర్ ఎమ్మెల్యే బోయిన పెద్దది అన్న పెద్దోడు సైద్ రెడ్డి గారు ఎస్టీల భూములు కబ్జా చేసిండు నలభై మంది ఎస్టీలను బడా కంపెనీతో కుమ్మక్కై ఫైవ్ ఫార్టీ సర్వే నెంబర్లో నాలుగు వందల ఇరవై ఎకరాల స్థలాన్ని కబ్జా చేసిండు ఇది మాది అన్నందుకు పోలీస్ తనకు అనుకూలమైన పోలీస్ అధికారులను దగ్గర తెప్పించుకొని వాళ్ళ మీద నలభై మంది పేద ఎస్టీ సామాజిక సభ వ్యక్తుల మీద నాన్ బిల్లబుల్ హత్యాయత్నం కేసులు పెట్టించిండు అరవై రోజుల పాటు రిమాండ్ చేయించిండు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఇది ఏందని పరిశిస్తే వాళ్ళు కుక్కలగా పెట్టాడు ఇతర రాష్ట్రాలకి గుండాలను రప్పించాడు కట్టేసి కొట్టిండు ఇది తప్పు అని చెప్పి వాదించి వాస్తవ తెలుసుకోవడానికి మేము పోతే మా మీద లాఠీచార్జ్ చేయించిండు జిల్లా అధ్యక్షుడితో పాటు ఇరవై మందిని ముప్పై రోజుల పాటు జైల్లో పెట్టిండు ఇది ముఖ్యమంత్రి తెలియదా సయీద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసిందా లేదా ఇలా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కొత్త కలెక్టరేట్ కార్యాలయం ముందు మొత్తం వాగునే కబ్జా చేసుకొని ఫామ్ హౌస్ ప్రభుత్వం కబ్జా అయ్యడంతో పాటు అక్కడ ఇల్లు కట్టకుండా నిషేధిస్తే స్థలము అక్కడ ఇల్లుకు పర్మిషన్ ఇయ్యరారు అని చెప్పి చెప్పినప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్ను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను ఇద్దరిని బెదిరించి పర్మిషన్ తీసుకున్నాడు ఆయన కట్టేదే గవర్నమెంట్ ల్యాండ్ నిషేధిత స్థలము డైరెక్ట్ కమిషనర్ను టీపీఓను బెదిరించి మొత్తం ఇల్లు కట్టుకున్నాడు ఆయన పర్మిషన్ తీసుకున్నాడు శంబిపూర్ రాజు గారు ఈయన మన ముఖ్యమంత్రి గారి కుటుంబానికి బినామీనే గజ్వేల్లో ఒకటే చోట మూడు వందల ఎనభై ఎకరాల భూమిని ఈయన కొన్నాడు ఎమ్మెల్సీ అయినప్పుడేమో అఫిడవిట్ లో పది లక్షల రూపాయలు ఆదాయమైనది ఇప్పుడు ఆయన ఆస్తి మీద విచారణ జరపాలి ఈయన ఆస్తి మీద విచారణ చెప్తే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు ఎక్కడెక్కడ ఎవరిని దోపిడీ చేసిండు ఎవరెవరిని దోచుకున్నాడు ఎవరెవరిని దోచుకొని ఎవరికి బినామీగా మారిండు ఇది ఆ ప్రాంతంలో ఎవరైనా చెప్తారు